ఇంకా మూడు వేల కిలోమీటర్లు దాటిపోవచ్చు అని అత్యధికంగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తూ ఈరోజు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మరోజు అందరూ కూడా తెలియజేస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్న కొన్ని పార్టీలు ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి ఎదిరించలేక జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ముందు నిలబడలేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డిని వంచాలని చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వెన్ను చూపకుండా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన ధైర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మద్దతుని రాష్ట్ర ప్రజలు అభిమానులు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో వాళ్ళని చూసుకొని ముందుకు వెళ్తూ సాగిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో అందరు కలుసుకొని కొద్దిగా పొరపాటుతో ఓడిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ముందుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా భయపెట్టాలా ఏ విధంగా వంచాలా అని చూస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసినప్పుడు నిన్న ఒక నాయకుడు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు ఈ రోజు ఇదే సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు తొమ్మిది సంవత్సరాల ప్రస్థానంలో ఒక్క సంఘటన ఒక్క సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చెప్పొచ్చిన సంఘటన నువ్వు చూపించే ధైర్యం లేకుందా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక గొప్ప నేత దైవంగా కొలిసే నేత ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు మా అందరు మనందరికీ కూడా తల్లి సమానరాలైన విజయమ్మ గారిని ఏ విధంగా ఏ కవచత్వం దూషించిన మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు వంత పాడింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు తర్వాత అక్కడితో ఆగకుండా YSR Congress party Jaganmohan Reddy గారి సోదరి షర్మిలమ్మ గారి గురించి ఎట్లాంటి కారు కూతురు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళందరూ కానీ కారు కూతలు కూస్తూ ఏ విధంగా మీరు ఇబ్బంది పెడితే ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు అది చాలక అది చాలక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక ఏ విధంగా ఇబ్బంది పెట్టలేం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఏ విధంగా దూరం చేయలేవు ఆఖరికి తొమ్మిది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ఈ రోజు తీసుకువచ్చి మీరు కుమ్మక్కై కేంద్రంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారి మీద ఈ రోజు దొంగ కేసులు పెట్టి భయపెట్టి ఏదో విధంగా ఈ రోజు మరోసారి మీ నిత్య సంస్కృతికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఈరోజు ఇంకా నిజంగా ఈరోజు మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు అందిస్తే ఒక యుగం ఒక రామరాజ్యం ప్రతి ఒక్కరు కూడా రైతాంగం నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రజలు మనం ఇచ్చేది ఏంటా అని మనం ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఇది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పెట్టారు అంతటితో చాలకుండా విజయమ్మ గారిని షర్మిలమ్మ గారిని ఈ రోజు ఆఖరికి భారతమ్మ గారి మీద కూడా ఈ రోజు బురద చల్లి ఈ రోజు కేసులు పెట్టే ఇది ఆ కుటుంబాన్ని ఏ విధంగా వేధిస్తున్నారు అని చెప్పి ఈ రోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు ఇంకా దిగజారా దిగజారుతారు ఇల్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఆడపిల్లల మీద కూడా కేసులు పెట్టినా పెడతారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత నీచానికి దిగజాడినా కూడా మన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈరోజు మహిళల పట్ల ఏ పార్టీ ఎవరు మహిళల పట్ల అవగౌరవంగా ఉన్నారో ఎవరు మహిళల పట్ల గౌరవంగా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక బురద చల్లేటప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉండదు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా మేము తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక్క సంఘటన ఒక్క సంఘటన ఈ తొమ్మిది సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మహిళను కించపరిచారా ఈ రోజు ఈ రాష్ట్ర మహిళల కోసం ఈ రాష్ట్రాది మహిళల కుటుంబాలు బాగుండాలా ఆడపడుషులు బాగుండాలా మహిళలు బాగుండాలా అని గతంలో మహానాయకుడు ఎన్టీ రామారావు పెడితే తర్వాత మద్యపాన నిషేధం తీసుకొస్తానన్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనందరం కూడా ఉన్న బూత్ కమిటీ కన్వీనర్లు కానీ అందరం కూడా మనందరం కూడా ఒక్కటి ఆలోచన చేయండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు కాదు లక్షలాది మంది కార్యకర్తలు కోట్లాది మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ముఖ్యమంత్రి అయినట్టే మీ అందరూ విజయం సాధించినట్టే మీ అందరి జీవితాల్లో వెలుగులను ఉన్నట్టే అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ ఒక్కటి ఆలోచన చేయండి తొమ్మిది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన మోస్తూ మీ అందరూ ఏదైతే ముందుకు వెళ్తా ఉన్నారో అదే కసితో అదే రెట్టింపు ఉత్సాహంతో ఈ తొమ్మిది నెలలో జగన్మోహన్ రెడ్డి గారిని మీ భుజ స్కంధాల మీద జగన్మోహన్ రెడ్డి గారు పడే కష్టం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మీ అందరం కూడా చూస్తున్నాం మీడియా అంతా ఒకవైపు నాయకులంతా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మీ అందరం కూడా తెలుసు కాబట్టి ఆయన పడే కష్టంలో అర్ధ భాగం అర్ధ శాతం మనం పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం సునాయసంగా ముఖ్యమంత్రి చేసుకోవచ్చని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అగ్రవర్ణాలు కానీ అందరూ కానీ ఈరోజు అన్ని వర్గాలు బాగుండాలి అంటే రైతాంగం కానీ అందరూ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకొని తీరాల కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఇంకా మహా అంటే ఆరేడు నెలలు ఎన్నికలకు వచ్చేస్తున్నాం దగ్గరలో ఉన్నాం ఈ ఆరేడు నెలలు మనందరం కూడా జాగ్రత్తగా ఒక చిన్న పొరపాటు జరిగితే ఎట్లా ఉంటుంది దాని ఇదనేది ఈ నాలుగున్నర సంవత్సరం మనందరం కూడా చూసాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్న పొరపాటు చేయకుండా కలిసి కట్టుగా ఒక్కటే ఆలోచన చేయండి మనకి ఎన్ని ఇబ్బందులన్నా ఉంటాయి మనలో మనకి ఎన్ని ఇబ్బందులన్నా ఉంటాయి అవన్నీ పక్కన పెడదాం మన గురి ఒకటే మన లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే మన గురి మన లక్ష్యంగా ఉంది ఎందుకంటే మనలో మనలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనలో మనలో చిన్న చిన్న దీనివల్ల మనం ఏమన్నా చిన్న పొరపాటు చేస్తే అది మొత్తం రాష్ట్రానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఒక్క శాసనసభ్యుని మనం కోల్పోయినా కూడా ఇబ్బంది పడిపోతాం కాబట్టి మన ఇబ్బందులు మనం ఎన్నున్నా సర్దుకుందాం అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం మనకున్న లోపల లోపల చిన్న చిన్నవి కూడా పక్కన పెడదాం అందరం కూడా ఒక్క తాటి మీదకు వద్దాం ఒకే గురి ఒకే లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అలాగే సంతానవతుల పాటలో సుధాకర్ బాబు గారిని మంచి మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని అలాగే బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని కూడా సురేష్ గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు ఎందుకంటే ఎనిమిది నెలల ఎన్నికలు ఉన్నాయి ఎన్నెన్నో అబద్ధాలు చెప్తాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రకరకాలు చెప్తాడు బీజేపీతో మనకి పొత్తుందని వాళ్ళతో పొత్తుందని వీళ్ళతో పొత్తుందని పొత్తు కోసం వెంపర్లాడేవాడు పొత్తు కోసం కక్కుతి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పొత్తు లేకపోతే పూట గడవదు పొత్తు లేకపోతే ధైర్యంగా ముందుకు రాలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు అండా దండా ఉన్నంత వరకు ధైర్యంగా పోరాడే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో పొత్తు నాలుగున్నర సంవత్సరం కాపురం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలని చూస్తా ఉన్నారు కాబట్టి ఎన్నున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పాడు మనం ఒంటరిగానే పోతాం ఒంటరిగానే ఢీ కొట్టాం ఖచ్చితంగా ఒంటరిగానే గెలుస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశాడు ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా గత్యంతరం లేదు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడా మనం చూసే అందరూ కూడా రాజ్యసభలో డిప్యూటీ కి కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్లేసింది చంద్రబాబు నాయుడు ఓట్లో మళ్ళీ చెప్తున్నా మామూలుగా అంటుంటారు రాయలసీమ వాళ్ళకి పౌరుషం ఉందని కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ రాయలసీమకే కాదు ఆయన ఒంటులో ఇంత కూడా చీవు నెత్తురు పౌరుషం రోషం లేని వ్యక్తి చంద్రబాబు ఆయనకు సిగ్గు శరం ఏమి ఉండవు ఎంతకైనా దిగజారుతాడు ఎంత దూరానికైనా లోపలికి పోతాడు అవసరమైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాత్రి మన నాయకుడు కాళ్ళ దగ్గరికి వచ్చి కాలబట్టుకున్నా నన్ను వదిలేమని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంతకి కూడా దిగజారుతాడు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కొన్ని కొన్ని సినిమాల్లో లోపలికి వచ్చి కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చి మేకపోతి గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు ఆ అడ్డుంటాము అట్లాంటి ఘనాపాటి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మనందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా సుధాకర్ అని మంచి మెజార్టీతో గెలిపించి గురించి కోరుకుంటూ కామెడీ యాక్టర్ పప్పు గురించి అంత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని కాబట్టి మనందరం కూడా ఆలోచించేయండి మన భవిష్యత్తు జగనన్న రానన్న ఇరవై ముప్పై సంవత్సరాలకి ఈ దేశ భవిష్యత్తుగా ఈ రాష్ట్ర భవిష్యత్తుగా దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు చూస్తూ ఉంది ఒక గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశం మనందరం కూడా తప్పకుండా తన పడే కష్టానికి మనందరం కూడా ఉండాలని ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించండి ఒక్క అవకాశం ఈ రాష్ట్రంలో అనేక ముఖ్యమంత్రులు అందరం కూడా చూసాము రాజశేఖర రెడ్డి గారి పాలన ఐదు సంవత్సరాలు పాలన చేస్తే తరతరాలు గుర్తుండిపోయే పాలన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాదాపు అది కూడా తరతరాలు గుర్తు ఉండిపోయింది ఎందుకంటే ఇట్లాంటి మోసగాడిని ఎప్పుడు కూడా మేము చూడలేదు తరగా గుర్తుంటున్నాం కాబట్టి మన అందరం కూడా ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అత్యుత్తమ స్థాయిలో తీసుకువెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ ఇంటిలో మీ బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే అన్న మీకోసం ఏదైతే ప్రజా సంకల్పం చేస్తున్నాడో తప్పకుండా ప్రతి ఊరు ఊరా మీరందరూ కూడా బూత్ కమిటీ కన్వీనర్లు మొత్తం కూడా తెలియచేయండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళండి అని చెప్పి ముఖ్యంగా బీసీ సోదరులకు ఒకటి తెలియజేస్తా ఉన్నాను మాటకు వస్తే చెప్పుకుంటా ఉంటాడు నాది బీసీల పార్టీ నాది బీసీల పార్టీ అని బీసీల పార్టీ పార్టీ అని చెప్పి ముప్పై సంవత్సరాలు మనల్ని వాడి పరునుకాడు తప్ప మనకి ఏమి పీగింది లేదు ఈ చంద్రబాబు నాయుడు అని అందరికీ కూడా తెలియజేసుకుంటూ బీసీ సోదరులందరికీ కూడా తెలియజేసేది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతం తన తుది శ్వాస వరకు కూడా మీ అందరి కోసం కష్టపడతాడని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి పంపించే పని మనం తెలియజేస్తామని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఓటు కేసులో తెలంగాణ నుంచి కనుక పారిపోయాడు రేపు కొత్త రాష్ట్రానికి తరివేసే విధంగా మనం పంపుదామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోర్ జోర్